Woo! హే హాయ్ గైజ్ ఎలా ఉన్నారు welcome to our channel guys ఈ వీడియో వచ్చేసి కొంచెం లేట్ అప్లోడ్ అనమాట మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్లో అయితే అనంతగిరిస్కి వెళ్ళి వెళ్ళడం అయితే జరిగింది సో ఎలా వెళ్ళాం ఎలా ఎంజాయ్ చేసాం సో అదంతా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను అండ్ మేము వచ్చేసి నైన్ మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ కార్లో అయితే వెళ్ళామన్నమాట సో నైన్ మెంబర్స్ ఫ్రెండ్స్ దగ్గర హైదరాబాద్ అవుట్ స్టేషన్స్లో అనంతగిరిస్కి వెళ్ళాం సో ఎంత ఎంజాయ్ చేసి ఉంటాము లైక్ మీరైతే అనుకోవచ్చు చాలా బాగా ఎంజాయ్ చేసాం సో మేమైతే అనంతగిరిస్కి వెళ్ళి ఈ నైట్ వెళ్ళి మనం అక్కడే లైక్ ఎక్కడన్నా టెంట్ వేసుకొని స్టే చేద్దామని అనుకున్నాం సో ఆ విధంగా అయితే మేమైతే వెళ్తున్నాం so let's go so guys so ఫైనల్గా మేము అనుకున్నట్టయితే పాజిబుల్ అయితే అవ్వదనమాట ఎందుకంటే చాలామంది అనుకుంటారు లైక్ అక్కడికి వెళ్ళి అనంతగిరిస్ దగ్గర ఫారెస్ట్ ఏరియా కాబట్టి మంచిగా టెంట్ వేసుకొని క్యాంప్ ఫైర్ వేసుకొని కార్ దగ్గర పెట్టుకొని లైక్ ఏమైనా డ్రింక్ చేద్దాం సో అలాంటివి అయితే అనుకుంటారు సో మేమేమనుకున్నామంటే లైక్ క్యాంప్ ఫైర్ వేసుకొని టెంట్ వేసుకొని ఇలా ఉందాం అనుకున్నాం మేము కూడా బట్ ఇక్కడైతే పాసిబుల్ అవ్వదంట ఎందుకంటే మనకి ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఎవరిని ఎలా కూడా ఎలవ్ చేయరు night time so night time అయితే ఎలవ్ చేయరు సేమ్ మనకి లైక్ ఎలా అయితే మనకి శ్రీశైలం ఉంటుందో అడవి సో ఆ విధంగానే ఇక్కడ కూడా సో మనం ఏం చేయాలంటే ఇంకెట్టు వెళ్ళకుండా ఓన్లీ మార్నింగ్ అయితే వెళ్ళాలన్నమాట ఫారెస్ట్లోకి సో అది తెలిసి ఇక మేము ఏం చేస్తున్నామంటే లైక్ లాజెస్ కోసం అయితే చూస్తున్నాం ఇలా హోటల్స్ అయినా లాజెస్ అయినా మన దగ్గర ఏమైనా ఉంటే చూద్దామని మేమైతే వెతుకుతున్నాం సో ఏదైనా హోటల్ ఉంటే మాత్రం ఇంకా దాంట్లోకి వెళ్ళి స్టే చేసి రేపు మార్నింగ్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాము సో అనంతగిరి హిల్స్ దగ్గరలో వికారాబాద్ ఉంటుంది కాబట్టి వికారాబాద్లో అయితే మేము చూస్తుంటే చూస్తుంటే కొన్ని లాజెస్ అయితే ఫైండ్ అవుట్ చేసాం సో ఇక్కడైతే కొంచెం లైక్ తక్కువ ప్రైస్లో మంచిగా ఉండేది అయితే చూసుకుంటే హర్ష డీలక్స్ అంట ఏదో లాడ్జ్ ఉంది సో దీనిలోకి అయితే స్టే చేద్దామని అయితే అనుకున్నాం సో లోపల చూసుకున్నా కూడా కొంచెం బాగానే ఉంది లాడ్జ్ అనేది లైక్ ఎంత భయంకరంగా అయితే లేదు సో బాగానే ఉంది లైక్ మనమైతే స్టే చేయొచ్చు అండ్ ఇక్కడే మనమైతే మార్నింగ్ వరకు ఉండి రిలాక్స్ అయ్యి రేపైతే అనంతగిరి హిల్స్ని అయితే విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం సో నాకైతే కొంచెం మంచిగానే ఉంది ఇక్కడైతే చూసుకుంటే సో మేమందరం అయితే ఉన్నాం సో ఒకటి అనుకుంటే ఒకటైంది లైక్ ఒక క్యాంప్ ఫైర్ టెంట్ అనుకున్నాం కానీ ఒక లాడ్జ్లోకి అయితే వెళ్ళడం అయితే రావడం అయితే జరిగింది సో లెట్స్ గో ఇంకా అయిపోయింది మార్నింగ్ అయిపోయింది ఇక్కడ చూసుకుంటే కార్ కూడా రెడీగా ఉంది మనది సో మనమైతే ఇప్పుడు లాడ్జ్ నుంచి మనమైతే వేకేట్ అయ్యి చెక్అవుట్ అయిపోయి మనమైతే అనంతగిరి హిల్స్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది చాలా ఎర్లీ మార్నింగ్ అనమాట చూసుకోవచ్చు ఇక్కడ నేచర్ మాత్రం చాలా బాగుంది లైక్ అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్ చాలా బాగుంది అసలు ఫారెస్ట్ అయితే ఫారెస్ట్ ఏరియా కాబట్టి లైక్ నేచర్ కానివ్వండి లైక్ ఇక్కడ సన్ రైజ్ అవుతుంది చూడండి మాకు ఇక్కడ కనిపించచ్చు సో మంచిగా ఉంది లైక్ రోడ్ బాగుంది రోడ్ కానివ్వండి ఏదైనా కొంచెం ప్లెజెంట్గా అయితే ఉంది అండ్ మనకి అప్పుడప్పుడు లైక్ రోడ్డు పక్కకి పికాక్స్ కానివ్వండి లేకపోతే చిన్న చిన్న బోర్డ్స్ అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి సో వాటిని చూసి మనమైతే ఎంజాయ్ చేయొచ్చు అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంది సో ఘాట్ రోడ్స్ మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ చూసుకుంటే మనకైతే కార్స్ కూడా కొంచెం పార్క్ చేసి ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనమైతే పైనకైతే ఎక్కాలన్నమాట సో వాచ్ టవర్ దగ్గరికి సో మనం ఇక్కడైతే కార్ పార్క్ చేసేసి మనమైతే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకోవచ్చు లేఅవుట్ మా మ్యాప్ అనమాట లేఅవుట్ మ్యాప్ అండ్ ఇక్కడ కార్ చూసుకోవచ్చు పార్క్ చేసాం అండ్ మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాం మన వ్యూ పాయింట్ దగ్గరికి అయితే సో ఎవరైనా కూడా లైక్ uh, హైదరాబాద్ దగ్గరలో మంచి ప్లేస్కి వెళ్ళాలి లైక్ చాలా బాగా ఎంజాయ్ చేయాలి నేచర్ నేచర్ కావాలనుకుంటే అనంతగిరి హిల్స్ అయితే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మంచి క్లైమేట్ ఉంటుంది అండ్ మీ ఫొటోస్ కూడా చాలా బాగా దిగచ్చు సో ఇక్కడ చూడొచ్చు మీరు లొకేషన్స్ మీకు కనిపించవచ్చు ఇవన్నీ చాలా ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ కాబట్టి మీరు ఇక్కడ ఫొటోస్ కూడా బాగా దిగచ్చు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా ఎవరితో వచ్చినా కూడా చాలా బాగా అయితే ఉంటుంది సో ఇక్కడికైతే లైక్ కొంచెం ట్రెక్కింగ్ లాగా అయితే చేయాలన్నమాట సో పైనకి ఎక్కాలి కాబట్టి మనం కొంచెం ట్రెక్ చేస్తే మనకైతే మంచి అద్భుతమైన సీనరీ లైక్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది సో మనం వెళ్ళడం ముందు అయితే మనకు మంచి చెప్పులు మంచి గ్రిప్ ఉన్న చెప్పులు అయితే వేసుకెళ్ళండి షూ అయినా కానివ్వండి సో మంచిదైతే మీరు ప్రిఫర్ చేస్తే బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇలా అయితే క్లాక్ టవర్కి వే అనమాట సో ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి సో అది చూసుకుంటూ వెళ్ళాలి చాలా ట్రెక్కింగ్ చేశాక లాస్ట్కి అయితే మనమైతే క్లవర్ టవర్ దగ్గరికి అయితే వచ్చేస్తాం Mm, Sangat. సో మనం ఇక్కడ ఎక్కేవరకే చాలా ఆయాసం వస్తుంది అండ్ ఇది కూడా ఎక్కాలి ఇది వచ్చేసి మనకి వాచ్ టవర్ సో పైన ఎక్కాక మంచి ఎక్స్పీరియన్స్ లైక్ చూసుకుంటే మనకి చాలా మంది చూడండి లైక్ చాలా హైట్లో ఒక కుండ మీద మనం చూసుకుంటే సీనరీ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ యొక్క వాచ్ టవర్ నుంచి మనం అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ మొత్తం మనమైతే కవర్ చేసేయచ్చు so as we see here so greenery మొత్తం లైక్ ఎలా కనిపిస్తుంది చూడండి మన కళ్ళకి చాలా బాగుంటుంది అక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది పడ్డా <laughs> బ్రో జాగ్రత్త చూసుకోండి ఓ బ్రో చెట్లు చెట్లు పట్టుకోండి ఏం బ్రో డైలాగులకు బ్యాక్ టు బ్యాక్ కాళ్ళతో ఎప్పుడు నాకు దొబ్బుతా ఒక దొబ్బు <laughs> అమ్మయ్య కొంచెం రిలీఫ్ ఇంకోటికి హెల్ప్ అయ్యేటట్టు రండి రండి సుధీర్ రండి పోతుంది జాగ్రత్త చెట్లు పట్టుకోండి వచ్చినామారా హౌ టు ఇది అంటే అరే ఉన్నాయి మేము లైఫ్ లాంగ్ మర్చిపోడు మొత్తం కాలకు పట్టలేస్తుంది కదా పట్టేందిరా అంటే ఆనంద దగ్గర ఫేమస్ ఫేమస్ పిల్లలు పిల్లలు అనంతగిరి హిల్స్ కష్టాలు ఏమంటావు అనంతగిరి హిల్స్ కష్టాలు సో కిందకి దిగిపోయి కార్ తీసుకొని మనమైతే బయలుదేరాం ఆయన ఇక్కడ చూసుకుంటే మనకి నేచర్ మాత్రం చాలా బాగుంది సో చాలా అలసిపోయాం అనమాట మేము అసలు లైక్ ఎలా అంటే అంత పైనకి ఎక్కి దిగడం అంటే చాలా లైక్ ఒక టాస్క్ అని చెప్పుకోవాలి సో ఇంకా టిఫిన్ ఏమైనా ఉంటే చేద్దామని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని ఇక్కడ అయితే ఆగాం సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ దగ్గరలో మనకైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని అనంతగిరి హిల్స్వి సో అవి కూడా కవర్ చేద్దామని ఇంకా బయలుదేరాం సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఏదో వ్యూ పాయింట్ అనంతగిరి హిల్స్లోనే మనకైతే కనిపిస్తూ ఉంటాయి మ్యాప్స్లో సో వెతుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి లైక్ పైన టాప్ లైక్ ఒక కొండ మీద ఉన్న లాగా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే లైక్ ఒక మంచి సీనరీస్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి చూస్తే అక్కడ ఒక రివర్ లాగా ఉంది చిన్నది సో ఈ విధంగా మనమైతే మంచిగా లైక్ కొత్తగా అయితే చూడొచ్చు ఒక టాప్ మోస్ట్ హైట్ నుంచి మనం చూస్తే ఏ విధంగా ఉంటుందో నేచర్ని సో చాలా బాగా అయితే కనిపిస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి హిల్స్లోనే ఉంటుంది సో ఇక్కడ నుంచి మేమైతే ఇంకా దగ్గరలో సెవెంటీన్ టు ఎయిటీన్ కిలోమీటర్స్లో మనకైతే కోటపల్లి రిజర్వేర్ అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్దామని అయితే ప్లాన్ చేసాం ఇంకా అనంతగిరి హిల్స్ అయితే చూసుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపోదామని మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం సో మనకి అనంతగిరి హిల్స్ హైదరాబాద్ నుంచి అయితే మనకు ఒక ఎయిటీ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది అండ్ అనంతగిరి హిల్స్ నుంచి కోటపల్లి రిజర్వాయర్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది సో కోటపల్లి రిజర్వాయర్ అంటే అక్కడ కొంచెం లైక్ ఒక రిజర్వాయర్ లాంటిది ఉంటుంది అండ్ అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు అక్కడ బోటింగ్ ఉంటుంది సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అయితే నేనైతే విన్నాను సో అలా అని మేమైతే అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము సో వెళ్తుంటే మనకి అనంతగిరి హిల్స్ కిందికి దిగుతుంది కూడా మంచి ఘాట్ రోడ్స్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించాయి చాలా బాగా నచ్చాయి సో ఘాట్ రోడ్ మీద నుంచి వెళ్తాం కాబట్టి రోడ్ కూడా కొంచెం లైక్ ఈ రోడ్ ఏంటంటే కొంచెం అంత బాగాలేదు లైక్ అంత బాగుంది అనేది చెప్పను కొంచెం గుంటలు గుంటల్లా ఉంది కానీ ఘాట్ రోడ్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు సో టైం వచ్చేసి మనకి నియర్లీ ఒక లెవెన్ ట్వెల్వ్ ఆ టైం అయితే అవుతుంది సో మార్నింగ్ అనేది చెప్పుకోవచ్చు ఇంకా కూడా లైక్ నూనె అవ్వే టైం అనమాట సో సన్ను కూడా కొంచెం లైక్ మన టాప్ హెడ్ uh, మీదకి అయితే వచ్చాడు సో లైక్ ఇక్కడ కోటపల్లి దగ్గర ఈ సన్లో మనమైతే ఒక టెంట్ అయితే వేసుకొని మనం ఎంజాయ్ ఎంజాయ్ చేద్దామని అయితే అనుకుని అయితే వెళ్తున్నాం సో మరి మనమైతే దగ్గరికి అయితే వచ్చేసినట్టే కోటపల్లి రిజర్వాయర్కి డెస్టినేషన్కి అయితే మనమైతే రీచ్ అయిపోయాం సో డెస్టినేషన్ దగ్గర మేమైతే టెంట్ అయితే వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం సో మనల్ని చూసుకుంటే మన టెంట్ అయితే వేసేసారు లాస్ట్కి సో చూసుకుంటే చాలా బాగుంది అండ్ ఈ టెంట్ని మనకైతే లైక్ ఇక్కడ ఒక రోడ్ లాంటిది అయితే ఉంటుంది రిజర్వాయర్ పక్కకి సో దాని మీద అయితే వేసేసాం లైక్ ఏ కార్స్ రావట్లేదు ఎవరు లేరు లైక్ అంతా చూసుకుంటే ప్రశాంతంగా ఉంది ఒక మంచి పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట సో ఇక్కడ టెంట్ వేసుకొని మనం ఇక్కడ హ్యాపీగా లైక్ కొంచెంసేపు చిల్అవుట్ అయితే చాలా బాగుంటుంది సో టైం అయితే చాలా బాగా పాస్ చేయొచ్చు ఇక్కడ సో మనం చూసుకుంటే ఇంతే మన ఫ్రెండ్స్ కార్ అండ్ టెంట్ ఇదే మనం అంత రీల్స్ వేసుకున్నాం కానీ అనుకున్నాము కానీ అదైతే ఫెయిల్ అయింది సో అందుకని మనమైతే ఇక్కడైతే మనం టెంట్ అయితే ప్లాన్ చేసాం అండ్ వేసేసుకొని మనం ఇక్కడ ఉన్నాం సో యాక్చువల్లీ బోటింగ్ అవన్నీ అయితే ఇక్కడ లేవు దగ్గరలో సో అక్కడ అవతల సైడ్ అయితే ఉన్నాయి మనమైతే యూతల సైడ్ ఉన్నాం అక్కడ అవతల సైడ్ అయితే మనం చూసుకుంటే ఇక్కడ నుంచి బోటింగ్ అవన్నీ అయితే కనిపించాయి సో ఇదైతే బాగుంది కదా లైక్ ఇక్కడ వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అయితే మేము ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సో అక్కడ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయి మనమైతే బోటింగ్ అయితే చేసేసాం సో చూడొచ్చు మీరు ఇక్కడ సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి బోటింగ్ అంటే లైక్ కాయాకింగ్ అయితే ఉంది సో దీనిలో ఏంటంటే టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఈచ్ బోట్లో సో ఒక బోట్లో టూ మెంబర్స్ కూర్చొని మనకైతే టూ స్టిక్స్ ఇస్తారు సో దాంతో మనం అటు ఇటు అనుకుంటూ వెళ్తుంటే బోట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అండ్ మనం ముందుకంటే ముందుకు వెళ్తుంది లైక్ వెనక్కి వెళ్తుంది సో ఒకటే స్టిక్తో మనం అయితే కంట్రోల్ చేస్తూ ఉండాలి బోట్ని సో కొంచెం చాలా బాగుంది కదా ఇది కూడా సో ఈ విధంగా వీళ్ళైతే ఇక్కడ ఉంది సో దీన్ని కూడా మనమైతే ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన మనకైతే రిలేటివ్స్తో ఎవరితో వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా మంచిగా అయితే ఉంటుంది సో మంచి లైక్ ఒక చిల్లౌట్ అయితే చెప్పుకోవచ్చు హైదరాబాద్ దగ్గర నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలనే మనకైతే ఇంత మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకైతే కొంచెం బోటింగ్ అనేది రైనింగ్ సీజన్లో ఏంటంటే లైక్ కొంచెం చాలా హెవీగా ఉంటాయి వాటర్ సో జాగ్రత్తగా ఉండాలి అయితే చెప్తాను అయినా కూడా మనకైతే లైఫ్ జాకెట్స్ ఇస్తారు దాంతో మనమైతే చాలా నీట్గానే వెళ్ళిపోవచ్చు సో లైక్ మనకైతే ఎటువంటి హార్మ్ఫుల్ అయితే ఉండదు సో కొంచెం అయితే జాగ్రత్తగా అయితే ఉండొచ్చు ఉండాలన్నమాట అండ్ ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేసింది ఏంటంటే ఒక బోట్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేశారు సో పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ లాగా మనమైతే వన్ ఫిఫ్టీ రూపీస్కి అంటే చాలా లైక్ రీజనబుల్ అనే చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళ దగ్గర అయితే సో మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇది వచ్చేసి మనకైతే ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే దీనిలో అయితే ఎంజాయ్ చేయొచ్చు సో థర్టీ మినిట్స్ వరకు మనం ఎవ్వరూ లైక్ మనం ఎవరు డిస్టర్బ్ చేయరు ఇన్ వాటర్లో అటు ఇటు అనుకుంటూ అలా ఇలా ఎంజాయ్ చేయడమే సో ఎక్కువ మంది ఫ్రెండ్స్ వస్తే ఎక్కువ బోట్లలో చాలా టైంపాస్గా అటు ఇటు మాట్లాడుకుంటూ మనమైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మేము అలానే చేసాం మేము కూడా సో మాకైతే చాలా బాగా అయితే నచ్చింది ఇక్కడ అండ్ ఇక్కడ ఇట్ సైడే మనకైతే ఫుడ్ అండ్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా అయితే ఉంటుంది సో ఇక్కడే మనం లైక్ ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి మ్యాగీ అయినా నూడిల్స్ అయినా అవన్నీ అయితే తీసుకుని అయితే వెళ్ళొచ్చు సో మేమైతే తీసుకొచ్చుకొని ఇక్కడ మనకైతే టెంట్లో అయితే పెట్టుకొని మేమైతే ఇక్కడ తిన్నాం సో చూసుకోవచ్చు మేమైతే నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ అయితే మేము ఇక్కడ చేపించుకొని తీసుకొచ్చుకున్నాం అనమాట సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఒక టెంట్లో కూర్చొని తినడం ఒక దగ్గరున్న రిజర్వాయర్ అండ్ వాటర్ దగ్గర అయితే చాలా లైక్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవచ్చు అండ్ ఇంకా ప్యాకప్ అయితే చేసేస్తున్నాం so it's time to go to our home and packup అయితే చేసేస్తున్నాం అండ్ చాలా బాగా అనిపించింది సో టెంట్ అయితే ఈ విధంగా అయితే మత పెట్టేసి చిన్న బ్యాగ్లో అయితే పెట్టేసి వెనక డిక్కీలో వేసేస్తే మనమైతే క్యారీ చేసేసుకోవచ్చు సో ఇంతే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం వచ్చింది నైన్ మెంబర్స్ చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ ఏం కాకుండా లైక్ మంచిగా నీట్గా సేఫ్గా అయితే వచ్చి సేఫ్గా అయితే వెళ్ళిపోతున్నాం సో మొత్తం కార్ అయితే ready ready to move and మేమైతే వెళ్ళిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాం సో ఇంతే మరి ఇదనమాట మనం ఇక్కడ అనంతగిరి హిల్స్ వెళ్ళి అక్కడి నుంచి మనమైతే కూటపల్లి రిజర్వాయర్కి వచ్చి సో ఇక్కడ ఎంజాయ్ చేసి అండ్ మనమైతే వెళ్ళిపోవచ్చు సో వన్ డేలో మనమైతే చాలా బాగా ఎంజాయ్ చేసేదంతా సో మార్నింగ్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు మనం హైదరాబాద్లో రీచ్ అయిపోవచ్చు సో మధ్యలో చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనంతగిరి హిల్స్ అంటే మార్నింగే చాలా బాగుంటుంది అండ్ మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ అయితే కొంచెం అంత మార్నింగ్ అంత ఉండదు ఉండదు అని అయితే చెప్తాను సో ఈ వీడియో కింద మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి guys thanks guys thanks for watching